దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం ధర్మ చక్ర ముద్ర కోసం తెలుసుకుందాం ధర్మ చక్ర ముద్రకి రెండు చేతులు జ్ఞానముద్రలో ఉంచుతాం చూపుడు వేలు బొట్టన వేలు కలిపి ఉంచుతాం జ్ఞానముద్ర ఫలితాలు మనం ముందుగా తెలుసుకుందాం బొట్టన వేలు ప్రిటరీ గ్లాండ్ పనిచేస్తుంది సైంటిఫికల్గా చూపుడు వేలు పీనియల్ గ్లాండ్స్ పనిచేస్తుంది ఈ రెండు కలిస్తే ప్రిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ చక్కగా పనిచేస్తాయి తల లోపల దానివల్ల ఆలోచన శక్తి పెరగడం తెలివితేటలు పెరగడానికి పనిచేస్తుంది ఇటువంటివన్నీ ఇరిటేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది డిప్రెషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది యాంగ్జైటీ రాకుండా హెల్ప్ చేస్తుంది ఆతృత రాకుండా పని ఈ విధంగా అన్ని పనిచేస్తాయి జ్ఞానముద్రలో మనం ముందుగా తెలుసుకున్నాం ఇక్కడ ధర్మచక్ర ముద్రకి రెండు చేతులు జ్ఞానముద్రలో ఉంటాయి జ్ఞానముద్రలో కూడా రెండు చేతులు ఈ విధంగా ఉంటాయి కానీ ఈ విధంగా కూర్చుంటాం ఇక్కడ ఏంటి ఈ విధంగా పెట్టి మధ్య వేలికి బొటన వేలు చూపుడు వేలు కలుపుతాం రెండో చేతివి ధర్మచక్రం ఈ ఈ విధంగా పెట్టినా ఈ విధంగా పెట్టినా ధర్మచక్ర ముద్ర అంటారు మరొకసారి చూడండి జ్ఞాన ముద్రలో ఉంచి కుడి చేయనా ఎడం చేయనా రెండో చేతి మధ్య వేలికి టచ్ చేసి ఉంచాలి అంతే ఇలా ఇలా పెట్టుకొని ఉంటాం దీన్ని ధర్మచక్ర ముద్ర అంటారు దీనివల్ల ఏకాగ్రత బాగా కుదురుతుంది మంచి ఆలోచనలు వస్తాయి సకారాత్మక ఆలోచనలు నకారాత్మక ఆలోచనలు పోతాయి మధ్యవేలు ఏ తత్వం అనుకున్నాం ఆకాశతత్వం ఆకాశతత్వానికి బొటన వేలు అగ్నితత్వం చూపుడు వేలు వాయుతత్వం ఈ రెండు ఏకం అయ్యేసరికి దీనికి కలిసేసరికి బుద్ధి వికసిస్తుంది మనసు బుద్ధి చిత్తం ఇలా రకరకాలుగా ఉంటాయి ఒక్కోసారి ఎప్పుడైనా మనకి అవతల వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే మనం ఏమంటాం బుద్ధి లేదురా ఇలా చేసుకొచ్చామంటాం అంటే బుద్ధి అన్నది వేరే అది కూడా వికసించి అంటే చేసే పనిలో సక్రమంగా ఉండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయగలిగే శక్తి పెరుగుతుంది ఇది దీన్ని ధర్మచక్ర ముద్ర అంటారు చూడండి చూపుడు వేలు రెండు రెండు జ్ఞానముద్రలో ఉండి ఒక చేతి వేలు రెండో చేతి మధ్య వేలు టచ్ చేయాలి ఇటువైపైనా ఇటువైపైనా పర్లేదు ఈ విధంగా ఒళ్ళో పెట్టుకుంటున్నాం అరచేతులు కొద్దిగా కిందికి ఉంటాయి కానీ పైకి రావు అరచేతులు కింది వైపు చూస్తున్నట్టు ఉంటాయి ఇది ధర్మచక్ర ముద్ర ఈ ముద్ర ఇరవై నిమిషాలు సాధన చేస్తే ఏకాగ్రత కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఏకాగ్రత దేనివల్ల వస్తుంది ఆలోచనలు తగ్గడం వల్ల వస్తుంది ఏకాగ్రత వస్తే స్థిరత్వం ఏర్పడుతుంది అంత మంచి ముద్ర ఇది ధర్మచక్ర ముద్ర